hi friends welcome to my channel Karthika Puranamu ముప్పయో అధ్యాయం ఫలస్థుతి నయమసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులకు అందరికీ కూడా సూత మహాముని తెలియజేసినటువంటి విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రను విని అందరూ ఆనందించి వేనోళ్ల కొనియాడిరి సౌనకాది మునులకు ఇంకనూ సంశయంలో తీరనందువలన సూతిని గావించి సూతిని గాంచి ఓ మునితిలకమా కలియుగమునందు ప్రజలు అరిషడ్ వర్గములకు దాసులై అత్యాచారములతో జీవించుచు సంసార సాగరం నుండి తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు ఉపాయం ఏదైనా కలదా ధర్మముల అన్నింటిలోనూ కూడా మోక్ష సాధనకు ఉపయోగించేటువంటి ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలోనూ కూడా ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యు వెంటాడుతున్నటువంటి మానవులకు సులభంగా మోక్షం పొందేటువంటి ఉపాయం ఏది హరినామస్మరణ సర్వదా చేయుచున్నను కూడా మేము ఈ సంశయములతోటి ఉన్నాము కాబట్టి దీనిని వివరించి తెలియజేయమని చెప్పి కోరేరు అంత సూతుడా ప్రశ్నలను ఆలకించి ఓ మునులారా మీకు కలిగినటువంటి సంశయములు లోకోపకారకమైనవి అందరూ తెలుసుకోవలసినవి కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండినటువంటి సంసార సాగరమును దాటుటకు మీరడిగినటువంటి ప్రశ్నలు వారందరికీ కూడా మోక్ష సాధనములు కాగలవు కార్తీక మాస వ్రతము వలన యాగాది క్రతువులో నడిచినటువంటి పుణ్యము దాన ధర్మములు చేసినటువంటి ఫలము చేకూరును కార్తీక మాస వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైనటువంటి వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే కూడా ఎంతో ఘనమైనదని శ్రీహరే వర్ణించి ఉన్నాడు ఆ వ్రతమహమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతేకాకుండా సృష్టికర్తయ్యకు ఆ బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాదు ఆయనను సూక్ష్మంగా వివరించదను సావధానంగా వినుము కార్తీక మాసమందు ఆచరించవలసినటువంటి పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుము కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తిని కలుగుటకు కూడా తప్పనిసరిగా నదీ స్నానం చేయవలను దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలను తనకున్న దానితో కొంచెమైనా సరే దీపదానం చేయవలను ఈ నెల రోజులు విధవ వండినటువంటి పదార్థములను తినరాదు రాత్రులు విష్ణు ఆలయమును గాని శివాలయమును గాని ఆవునేతితో దీపారాధన చేయవలను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను ఈ విధముగా చేసిన సకల పాతకముల నుండి విముక్తులే సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశి ఉన్నటువంటి నెల రోజులు కూడా ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని లేక ఆచరిస్తున్న వాళ్ళని చూసి ఎగతాళి చేసిన వారు గాని లేదా వారికి ధన సహాయం చేయవారికి అడ్డుపడిన వారును కూడా ఇహమందు అనేక కష్టముల పాలగుటియే కాకుండా వారు జన్మాంతరం నందు కూడా నరకంలో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు అంతేకాకుండా అట్టి వారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మములు ఎత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో కాని అఖండ గౌతమి నదిలో కాని స్నానం ఆచరించి ముందు చెప్పిన విధంగా నిష్టతో ఆచరించిన వారు ఇహమందు పరమందు కూడా సర్వ సౌక్యములో అనుభవించుటే కాకుండా జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలిగి వైకుంఠ వాసులు అవుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులు ఇద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి మాసము కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలుకున్నటువంటి సకల పాపములు హరించి మరు జన్మ అనేది లేకుండా వైకుంఠ వాసులు అగుదురు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలననే కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కూడా ఈ కార్తీక అన్నా కార్తీక పురాణ పఠనము లేక వినడమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును కాబట్టి ప్రతి మానవుడు ఈ పరమ సత్యాన్ని గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరింపవలను ఈ విధంగా నెల రోజులు చేయలేని వారైతే కనుక కనీసం కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనా సరే తమ శక్తి కొలిది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుడికైనా సరే భోజనం ఇచ్చినచో నెల రోజులు చేసినటువంటి ఫలితముకు సమాన ఫలము కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ ఆ పుణ్యం లభించును ఈ నెల రోజులు కూడా ధనవంతుడైనను బీదవాడైనను మరి ఎవ్వరైనా సరే సదా హరిహరాదుల నామస్మరణ చేయచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకములు అబ్బును ఈ కథను చదివిన వారికి అలాగే వినిన వారికి కూడా శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయను కార్తీక పురాణము సంపూర్ణము ఏతద్ ఫలం ಕೃಷ್ಣ ಅರ್ಪಣ ಮಸ್ತು ಪರಮೇಶ್ವರ ಅರ್ಪಣ ಮಸ್ತು ಸ್ವಸ್ತಿ